Welcome to Nani Tech and Videos. Subscribe my YouTube channel and click on the bell icon. Hi friends welcome to Nani tech videos ఈరోజు వీడియోలో ఇరవై ఏడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటి ఆర్ఆర్బి ఎన్టీపీసీలో రీజనింగ్ క్వశ్చన్లు అడిగినటువంటి బిట్స్ని అయితే చూద్దాము అంతకన్నా ముందులా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే నాని టెక్ అండ్ వీడియోస్ అనేటువంటి టెలిగ్రామ్ లింక్ అనేది ఉండిద్ది ఇది లింకు మీకు కామెంట్స్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఇచ్చేస్తాను అక్కడి నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు లేదా నాని టెక్కన్ వీడియోస్ అనేది సెర్చ్ చేసైనా మీరు జాయిన్ అవ్వచ్చు ఓకేనా క్లాస్ స్టార్ట్ చేసుకుందాం ఓకే ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ మనం చెక్ చేసినట్టయితే పన్నెండుకి డెబ్బై రెండుకి రిలేషను ఇక్కడ ఉన్నటువంటి అంకెకి రిలేషన్ చూస్తే ఇక్కడ మనకు ఉన్నటువంటి ఆప్షన్స్లో పన్నెండు పద్నాలుగు పదహారు పద్దెనిమిది ఇవి ఆప్షన్స్ అనుకోండి ఇవి ప్రాసెస్ ఎలాగో చెక్ చేద్దాము ఈ పన్నెండు స్క్వేర్ అంటే నూట నలభై నాలుగు దీన్ని బయట చేస్తే సెవెంటీ టూ వచ్చింది చూడండి వన్ ఫార్టీ ఫోర్ దీన్ని బయట చేస్తే ఇది వచ్చింది సేమ్ అలాగే ఇది రావాలంటే దీన్ని డబల్ చేద్దాం డబల్ చేస్తే one ninety six one ninety six అనేది దేని స్క్వేరు ఫోర్టీన్ స్క్వేర్ ఓకే ఇక్కడ fourteen option right next question చూద్దాం ఫైండ్ ఆట్ వన్ అవుట్ ఈ క్రింది వాటిలో ఒకదానిని తీసివేయండి అంటున్నాడు సంబంధం లేని దాన్ని తీసివేయాలి option A liver option B kidney option C stomach option D large intestine intestine liver అనేది ఒకటే ఉండిద్ది కిడ్నీస్ రెండు ఉంటాయి స్టమక్ కూడా ఒకటి ఉండిద్ది ఇంటెస్టైన్ కూడా ఒకటే ఉండిద్ది కాబట్టి ఆప్షన్ అనేది సెకండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇంకా క్వశ్చన్ చూసినట్లయితే గ్యాప్ చూద్దాము డిఫరెన్స్ ప్లస్ ఫైవ్ ఇది సెవెన్ ఇది టూ ఇది ట్వెల్వ్ ప్లస్ ఫైవ్ ట్వెల్వ్కి ఇది కలిపితే సెవెంటీను అంటే క్యూ వచ్చింది ఓకే ఇది ఈ అండి త్రీ కాదు ఈ దీనికి ప్లస్ ఫైవ్ దీనికి ప్లస్ ఫైవ్ దీనికి ప్లస్ ఫైవ్ కలిపితే ట్వంటీ వచ్చింది అంటే టీఈ ఓకే మనకేమొచ్చింది క్యూ టీ వచ్చింది ఇప్పుడు చూద్దాము two cube eight three cube twenty seven four cube sixty four five cube one twenty five ఇది answer okay next question six thirteen forty one one sixty seven ఇలా ఇది ఇంక్రీజ్డ్ ఆప్షన్లో ఉంది ఒకసారి చూద్దాము సిక్స్కి దగ్గరలో ట్వెల్వ్ ఉండిద్ది ట్వెల్వ్ తర్వాత థర్టీన్ వచ్చింది కాబట్టి సిక్స్కి ఇంటూ టూ చేసి ప్లస్ వన్ చేస్తే థర్టీన్ వచ్చింది ఈ యొక్క థర్టీన్కి ఇది ఫార్టీ వన్ రావాలంటే ఇంటూ త్రీ చేసి ప్లస్ టూ చేయాలి అంటే thirty nine plus two equal to forty one ఆ విధంగా చూసుకున్నట్లయితే one sixty seven into five plus four ఇది టూ ఇది త్రీ ఇది ఫోర్ ఇది ఫైవ్ ఓకే ఆ విధంగా one sixty seven into five plus four ఈ విధంగా చూస్తే మనకి ఎయిట్ థర్టీ నైన్ వచ్చింది ఓకేనా ఇది ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము ఈ క్వశ్చన్ మనకి LCM and HCF point of వ్యూలో రావటం జరుగుతుంది ఇది మనకి రీజనింగ్ ఆర్ అర్థమాటిక్లో కూడా వచ్చిద్దన్నమాట మరి క్వశ్చన్ని స్టార్ట్ చేసుకుందాం ఇంపార్టెంట్ బిట్ కాబట్టి క్లారిటీగా మాట్లాడదాం సిక్స్ బెల్స్ ఆరు గంటలు అనేవి రెండు సెకండ్లు నాలుగు సెకండ్లు ఆరు సెకండ్లు ఎనిమిది సెకండ్లు పది గంట పది సెకండ్లు పన్నెండు సెకండ్లలో మోగుతూ ఉంటాయి అయితే అవన్నీ కూడా ఎన్నిసార్లు they ring in ten minutes పది నిమిషాలలో ఎన్నిసార్లు ఒకేసారి మోగుతాయి అని అడిగాడు కాబట్టి దీనికి ఎల్సియం తీసుకుందాం ఎల్సియం తీసుకున్నట్లయితే two four six eight ten twelve ఓకేనా ఎల్సిఎం తీ రెండు తీసుకుంటే one two three four five six మళ్ళా టూ తీసుకుంటే one three two five three ఇక్కడ ఒక త్రీ ఉంది ఇక్కడ ఒక టూ ఉంది ఇక్కడ ఒక ఫైవ్ ఉంది ఓకేనా ఇప్పుడు చూద్దాము two into two into two into three into five ఓకేనా మూడు రెళ్ళు తర్వాత త్రీ ఫైవ్ ఇవి మొత్తం కనుక చూసుకున్నట్లయితే ఎనిమిది ఎనిమిది మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఐదులు వన్ ట్వంటీ సెకండ్స్ ఎందుకంటే ఇక్కడ మనకి సెకండ్స్ ఇచ్చాడు సెకండ్స్లో మాట్లాడుకుందాం మనకి వన్ ట్వంటీ సెకండ్స్ వచ్చింది వన్ ట్వంటీ సెకండ్స్ అంటే టూ మినిట్స్ అన్నమాట ఓకే పది నిమిషాలు అన్నాడు కదా డైరెక్ట్గా మీరు ten by two equal to five అయిపోయింది ఇది కాదు ఆన్సర్ ఒకసారి క్లారిటీగా మాట్లాడుకుంటే చూడండి గంటలు ఇవి మినిట్స్ అనుకుంటే two four minute six minute eight minute ten minute zero minute ఈ సమయానికి అన్ని గంటలు ఒకసారి మోగినాయి మళ్ళీ అలాగే రెండు నిమిషాలు వచ్చింది కదా ఆన్సరు ఇక్కడ ఒకసారి మోగిని మళ్ళీ ఇక్కడ ఒకసారి మోగిని ఇక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి టోటల్ చూసినట్లయితే ఆరు సార్లు మోగినాయి కాబట్టి ఈ పది నిమిషాలలో ఎన్నిసార్లు మోగుతాయి ఆరు సార్లు కానీ మనం చేసే తప్పు ఏంటంటే ఐదు సార్లు అని రాసేస్తాం టెన్ బై టూ వచ్చింది కాబట్టి ఫైవ్ టైమ్స్ అని చాలామంది ఆన్సర్ టిక్ చేసేస్తారు కానీ ఆరు సార్లు అనేది రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఎయిటీన్ థర్టీ ఫైవ్ ట్వెల్వ్ ఈ ఎయిటీన్కి టూ టైమ్స్ చేస్తే థర్టీ సిక్స్ వచ్చింది దీనికి మైనస్ వన్ చేస్తే థర్టీ ఫైవ్ వస్తుంది ఓకేనా అంటే into two into two minus one ఇది ఫార్ములా సేమ్ అలాగే పన్నెండు ఇంటూ టూ మైనస్ వన్ చేస్తే ఇరవై నాలుగు మైనస్ వన్ ఇరవై మూడు అయింది ఇది answer next question wrong number serials అడుగుతున్నాడు ఇక్కడ మనం చూస్తే ఇది సుమారుగా ఫోర్ టైమ్స్ ఉంది దీనికి దీనికి రిలేషన్ అయితే కనపడతలేదు కానీ ఇవి మూడు దగ్గరగా ఉన్నాయి ఇస్ డిఫరెంట్గా ఉంది ఇంకా వేరేలాగా థింక్ చేస్తే నంబర్స్ని గమనిద్దాము టూ ట్వెల్వ్ సిక్స్ ఈ విధంగా చూసుకున్నట్లయితే ఆరు రెళ్ళు పన్నెండు తొమ్మిది తొమ్మిదిలు ఎనభై ఒకటి ఏడెనిమిదిలు యాభై ఆరు ఎనిమిది మూళ్ళు ఇరవై నాలుగు రావాలి కానీ ఇక్కడ నలభై రెండు అని ఇచ్చాడు ఇది రావాలి కాబట్టి ఈ క్వశ్చన్లో మనకి ఇది రాంగ్ ఇక్కడ రావాల్సినటువంటిది ఎనిమిది మూళ్ళు ఇరవై నాలుగు ఓకేనా next question WGHLTY is coded as TOGCBR అయితే JBD BHM is coded as okay ఇది కోడింగ్ అనమాట కోడింగ్ డీకోడింగ్ ఒకసారి మనం చెక్ చేద్దాము డబ్ల్యూజిహెచ్ఎల్టీవై టిఓజిసిబిఆర్ ఈ విధంగా ఉంది ఇది హెచ్ ఓకేనా ఇది హెచ్ ఇప్పుడు చూద్దాం దీనికి దీనికి త్రీ వచ్చింది దీనికి దీనికి ఇది సెవెను ఇది ఫిఫ్టీను ఎయిట్ వచ్చింది డిఫరెంట్ ఇది మైనస్ అవుతుంది ఇక్కడ ప్లస్ అవుతుంది లేదు ఛాన్స్ లేదు కాబట్టి రివర్స్లో చూద్దాం ఇది ట్వంటీ త్రీ ఆర్ అంటే ఎయిటీన్ అంటే మైనస్ ఫైవ్ సేమ్ ఇటు కూడా చూడాలి కదా ఇది ట్వంటీ ఫైవ్ అంటే ఇది twenty okay minus five minus five బాగానే ఉంది ఇప్పుడు ఓకే టీకి కూడా బాగానే ఉంది GB seven two minus five అయింది ఓకే మనకి వచ్చింది మైనస్ ఫైవ్ ఓకేనా ఇక్కడ ఉన్నటువంటి కోడు ఏంటంటే పైన ఉన్నటువంటి సిరీస్లో మైనస్ ఫైవ్ చేసి క్రాస్ ఆపోజిట్ ఆపోజిట్ ఇవ్వటం జరిగింది సేమ్ అలాగే మనము ఇప్పుడేం చేయాలంటే J G D B H M కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు హెచ్ వచ్చింది హెచ్కి జీకి సి హెచ్కి సి వచ్చింది బీకి డబల్యూ అంటే మైనస్ ఫైవ్ చేయాలి కాబట్టి మైనస్ ఫో ఫైవ్ చేస్తే వై వచ్చింది మైనస్ ఫైవ్ చేస్తే బి వచ్చింది మైనస్ ఫైవ్ చేస్తే జే అంటే టెన్ కాబట్టి మనకి ఈ e వచ్చింది ఈ విధంగా చేయాలన్నమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ తర్వాత ఏంటి అని అడుగుతున్నారు చూద్దాము పదమూడు పదమూడు ఇవన్నీ సేమ్ ఈ ముందల చివరి సేమ్గా ఉన్నాయి కాబట్టి చూద్దాం ఇది థర్టీను సెవెంటీను ట్వంటీ వన్ కాబట్టి ప్లస్ ఫోర్ అవుతుంది ప్లస్ ఫోర్ అవుతుంది ప్లస్ ఫోర్ అంటే వై వచ్చింది కామన్గా ఉన్నాయి కాబట్టి చివరిది కూడా వై ఎందుకంటే Y U common Q Q common కాబట్టి వైవై కూడా కామన్ వచ్చింది ఇప్పుడు మధ్యలోది కనిపెట్టాలి మధ్యలోది ఓఎస్ అంటే ఫిఫ్టీను నైన్టీన్ అంటే దీనికి కూడా ప్లస్ ఫోర్ వచ్చింది దీనికి కూడా దీనికి కూడా ప్లస్ ఫోరే ఉంది కాబట్టి ఏ అనేది రైట్ ఆన్సర్ ఓకేనా చూద్దాము దీని తర్వాత వై ఏ వై రావటం జరుగుతుంది ఇది రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడండి యానిమల్ జువాలజీ డిసీజ్ అని ఇచ్చాడు ఇది మనకి బయాలజీలో అధ్యయనాలు అని ఉంటాయి ఓకేనా అధ్యయనాలు దేని గురించి ఏ శాస్త్రం చెబుతుంది అనేటువంటి టాపిక్ని మనం చదువుకుంటాము దీని గురించి ఫుల్ క్లాసెస్ మన బయాలజీ ప్లేలిస్ట్లో ఇవ్వటం జరిగింది సుమారుగా ఒక పది పార్ట్స్ని అయితే మనం చేసాము పది పార్ట్స్ అధ్యయనాలు అనేటువంటి టాపిక్లు మనం చేసాము బయాలజీ చాప్టర్లో మీకు కనీసం ఒక రెండు వందల దాకా రెండు వందల దాకా అధ్యయనాలు ఇవ్వటం జరిగింది మన యూట్యూబ్ ఛానల్లో చూడండి ఓకే చెప్పుకుందాం ఇప్పుడు యానిమల్ యానిమల్స్ గురించి అధ్యయనం చేసే శాస్త్రము జువాలజీ డిసీజ్ గురించి అధ్యయనం చేసే శాస్త్రము ప్యాథాలజీ ప్యాథాలజీ అంటారు ప్యాథోజన్ ప్యాథోజన్ ప్యాథాలజీ ఓకేనా గుర్తుంచుకోండి మీరు కనుక బయాలజీ క్లాసెస్ చూసినట్లయితే దీనికి ఈజీగా టిక్ చేయగలరు ఇది బయాలజీలో నుంచి ఇచ్చినటువంటి reasoning bit next question pickle pickle అనేది కేఆర్ఎక్స్పిఓవి గా రాయబడితే టీయుఆర్ఎన్ఐపి అనేది ఏ విధంగా రాయబడింది అని అడుగుతున్నాడు ఒకసారి మనము ఆపోజిట్ లెటర్ చూస్తే మనకు అర్థమైద్ది క్రాక్స్ లో ఈవి పీకే ఐఆర్ఏస్ ఓకేనా ఇవన్నీ కూడా ఆపోజిట్ లెటర్స్ అన్నమాట ఒకదానికొకటి ఆ విధంగా టీకి ఆపోజిట్ లెటర్ ఏంది జీటీ యూకి ఫన్ ఎఫ్యు ఆర్కి ఇక్కడ ఉంది కాబట్టి ఆర్ఐ ఎన్ అంటే ఎన్ఎం ఓకే ఐ అంటే ఆర్ ఓకేనా పి అంటే కే పీకే పీకే మూవీ ఉందిగా పీకే